భారత కీర్తి ప్రతిష్టలను మరో మరో ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి నాంది పలికింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు సర్వం సిద్ధం చేస్తోంది ఇస్రోకు ఎన్నో ఘన విజయాలను అందించి విజయాశ్వంగా పిలువబడుతున్న పిఎస్ఎల్వి లోని పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ టూ ద్వారా ప్రయోగాన్ని చేపట్టనున్నారు ఇస్రో ఈ ఏడాది చేపట్టబోయే మొట్టమొదటి ప్రయోగం ఇదే కావడం విశేషం ఇప్పటికే రాకెట్ ప్రయోగానికి సంబంధించి అనుసంధాన పనులు చురుగ్గా సాగుతున్నాయి శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి ఈ నెల పద్నాలుగో తేదీన ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ISRO PSLV C fifty two rocket నింగిలోకి ప్రవేశపెట్టనుంది కరోనా మహమ్మారి ప్రభావంతో కొంత ఆటంకం కలిగిన శాస్త్రవేత్తలు మరోమారు తమ సత్తాను ప్రపంచ దేశాలకు చాటేందుకు సిద్ధమయ్యారు ఈ ప్రయోగం ద్వారా పదిహేడు వందల పది కిలోగ్రాముల బరువున్న ఈఎస్ఆ e జీరో ఫోర్ ఉపగ్రహంతో పాటు ఇన్ఫర్మాట్ వన్ దీన్ని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన laboratory of atmospheric and space ఫిజిక్స్తో కలిసి Indian institute of space science and technology తయారు చేసింది రెండో చిన్న శాటిలైట్ ఐఎన్ఎస్ టూ టీడీ ఇది ఇండియా భూటాన్ జాయింట్ శాటిలైట్ వ్యవసాయం అటవీ ప్లాంటేషన్లు నేలపై తేమ హైడ్రాలజీ వరదలు సంభవించే వాతావరణం వంటి అనువర్తనాలను అన్ని వాతావరణ పరిస్థితుల్లో అధిక నాణ్యతా చిత్రాలను అందించే విధంగా ఈఎస్ జీరో ఫోర్ ఉపగ్రహాన్ని తయారు చేశారు ఈ ఉపగ్రహాలను భూమికి ఐదు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో సూర్య సమకాలిక ధ్రువకక్షలోకి ప్రవేశపెట్టనున్నారు ఇందుకు సంబంధించిన రాకెట్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కౌంటర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు షార్ ద్వారా ఎన్నో ప్రయోగాలను అనేక రకాల నౌకల ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలు భారతీయ అంతరిక్ష ప్రయోగ నౌకలుగా ఉన్నాయి ముఖ్యంగా పిఎస్ఎల్వి ప్రయోగించిన ప్రతిసారి విజయాన్ని నమోదు చేసుకుంటూనే ఉంది జిఎస్ఎల్వితో పోలిస్తే పిఎస్ఎల్వి విజయాల శాతం ఎక్కువగా ఉండగా తాజాగా జరపనున్న ప్రయోగం పిఎస్ఎల్వి ద్వారానే చేస్తుండడంతో ఉపగ్రహ ప్రయోగం విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శాస్త్రవేత్తలు కూడా ఆహా అహర్నిశలు అందుకోసం కృషి చేస్తున్నారు